ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అన్నమ్మములు అందరికీ వందనాలు మరి యొక్క ఉదయకాలని దేవుడు మనకిచ్చాడు ప్రియులరా అందరం బట్టి దేవునికే మహిమ దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము ఈ ప్రత్యేకంగా ఈరోజు ఏర్పాటు చేయబడిన కృపావాక్యము మత్స్వార్త ఆరో అధ్యాయము ఇరవై ఒకటో వచనం చూసుకుందాం నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును ప్రిమేం దేవుని బిడ్డారా ధనము అని అంటున్నాడు ధనము అనంటే సంపద అని తెలుగులో అంట మరొక పదం అయితే ఈ ధనము సంపాదించుకోవద్దని దేవుడు లేదు కానీ ధన వ్యామోహము ధన పిచ్చి లేకపోతే ధనం మీదే మనసు ఉండటం అనేది అది మనకు అపాయమని యేసుప్రభారా మాట చెప్పారు ఎందుకంటే దేవుడికి మనకి ఏది క్షేమమో ఏది క్షేమం కాదని ఆయనకు తెలుసు అందుకనే ఆ మత్తి స్వార్తలో మరి ఐదవ అధ్యాయములో నుంచి ఏడో అధ్యాయం వరకు కూడా కొండ మీద ప్రసంగంలో అనేక విషయాలని యేసుప్రభారు తెలియజేశారు వాటిలో ఈ మాట ధనం గురించి మాట్లాడుతున్నాడు ఎందుకంటే భూమి మీద మీ కొరకు ధనము సమకూర్చుకొనవద్దు అంటున్నాడు ఇక్కడ చిమ్మెట తుప్పు ఉంటుంది అని అంటున్నాడు కాబట్టి మనము పరలోకమందు ధనము కూర్చుకోవాలి అని చెప్తున్నాడు ప్రేమేం దేవన్ బిళ్ళరా ధనం విషయంలో రెండు విషయాలైనటువంటి ధనాలను మనం చూస్తాం భూ సంబంధంగా మనకు కావాల్సిన అవసరాల నిమిత్తము సంపాదించుకునేటువంటి సంపాదన ధనం అయితే మరి ఒకటి పర సంబంధమైనటువంటి ధనం అనగా ప్రియుల దేవుడు మనకి ఏ బాధ్యతను అప్పగించాడో ఆ బాధ్యతలను సంపూర్ణంగా నెరవేర్చి ఆయన పరిచర్య చేసి చేసినప్పుడు పర సంబంధముగా మనము ధనాన్ని కూర్చుకుంటాం ఇహమందు మనము ప్రయాసపడి ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ వ్యవసాయం కానీ ఇంకా అనేక రకాలైన వృత్తులు చేసి మనము ధనాన్ని కూర్చుకుంటాం కష్టపడాలి జీవనోపాధి నిమిత్తము ధనము కావాలి అయితే ప్రియులారా ఆ ధనం మీద మనసు ఉండొద్దు అనేసి ప్రభా చెప్పాడు అందుకనే మనకందరికీ తెలిసిన వాక్యం తిమోతి రాసిన పత్రిక ఒకటో తిమోతి ఆరో అధ్యాయంలో చెప్తాడు కదా ఏమనంటున్నాడంటే ధన వ్యామోహము సమస్తమైన కీడులకు మూలము అని అంటున్నాడు సమస్తమైన కీడులకు మూలం అంటున్నాడు అక్కడ పౌలు తిమోతికి రాస్తున్నాడు ఇక్కడ ఏసయ్య ముందుగానే చెప్పారు కాబట్టి కొందరు తమ్మును తామే పొడుచుకుని విశ్వాసము నుండి తొలగిపోయారని చెప్తుంది బైబిల్ ప్రియులారా కాబట్టి అందుకనే దేవుని పిల్లలమైన మనము సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది అని అంటున్నాడు సంతుష్టి కలిగిన భక్తి చేయాలి ఎందుకంటే మనము ధనం మీద మనసు పెట్టామనుకో దేవుడికి సమయం ఇవ్వలేము ఎందుకంటే ఒక్కడే యజమానుడు ఉండాలి మనకి ధనం అనే యజమానుడు లేకపోతే దేవుడు అనే యజమానుడు కాదు దేవుడే యజమానుడిగా ఉండాలి ధనాన్ని ఇచ్చేది ఆయనే సంపదలు ఇచ్చేది ఆయనే క్రీస్తునందు సర్వ సంపదలు గుప్తమై ఉన్నవని లేఖనం తెలియజేస్తూ ఉంది ప్రియులారా కాబట్టి ఆయన నువ్వు కలిగి ఉంటే సమస్తం కలిగి ఉన్నట్లే ఆయన చెప్పిన మాట వింటే సర్వసంపదలు నీకు కలిగినట్లే కాబట్టి ఆయన మాట ఇందాం ఆయనకు లోబడదాం ధనం మీద మన మనసు వద్దు తీసివేసుకుందాం దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించినగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి జీవాధిపతి మా ప్రియులను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి నిజంగా అనేక మంది ఈ లోకంలో ఉదయకాలం సాయంకాలం వరకు అనేక ప్రయాసలు పడి ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ వారి జీవితాలు బిజీ చేసుకుంటున్నారు ప్రభు సృష్టికర్తమైన మిమ్మల్ని మర్చిపోయి మిమ్మల్ని ఆరాధించుట గణపరచుట మహింపరచుట మరచి సృష్టిని పూజించడమే కాకుండా డబ్బు అనే దాన్ని ఆరాధిస్తూ ఉన్నారు తండ్రి ఆ మనసు తీసివేయండి ప్రభు అది సమస్తమైన కీడులకు మూలం అంటున్నారు ప్రభు ప్రభు కాబట్టి మా మనస్సు ధనం మీద కాదు మీ మీద ఉండాలి స్వామి ఆ రీతిగా మమ్మల్ని మా ప్రియులు బిడ్డలందరిని కూడా బలపరచండి మీ సన్నిధి మా అందరికి తోడుగుంచమనేసి యేసు పరిశుద్ధనామ అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని సహస ఇక్కడ చర్మానికను సకల పరిశుద్ధులకును ఎల్లప్పుడు తోడే నడిపించునుగాక ఆమెన్ అందరికీ వందనాలు మరి కొద్ది కాలాన్ని మనం అందరం కలుసుకుందాం దేవుడు మీ అందరిని కూడా దీవించునుగాక గాడ్ బ్లెస్ యూ ఆల్